మిమ్మల్ని ఎవరైనా ఎప్పుడైనా ఏమీ సాధించలేదు ప్రయత్నించలేదు అని అంటే వాళ్ళని తప్పు అని చెప్పండి నిజానికి మన పోరాటం ప్రయత్నం ఎన్నో ఏళ్ల క్రితం మొదలైంది మనమందరం యోధులం ఒక్కొక్కరు ఒక్కొక్క యోధుడి కిందే లెక్క నాలుగు వందల యాభై కోట్ల సంవత్సరాల క్రితం భూమి ఏర్పడ్డ కొన్నేళ్లకి నీరు వచ్చిన తరువాత ఏకకణ జీవులుగా మొదలయ్యిన మనం మైక్రోఫాజిల్స్గా దాక్కుని ఫోటోసింథసిస్ జరుపుకొని బహుకణ జీవుల్లా రూపాంతరం చెంది ప్రళయాలను తట్టుకుని భూమి మీద అడుగు మోపాం మమ్మాల్స్ డైనోసర్స్ల ఆకారాన్ని మార్చుకొని విపత్తు వచ్చిన ప్రతిసారి దాన్ని తట్టుకుని మరింత బలాన్ని పుంజుకుని మన బ్రతుకుని ఆరంభిస్తూ వచ్చాం ఒక్కలని లాభాలని ఎదిరించి నిలిచిన నియండార్థాల్స్ మనం వ్యవసాయం మొదలుపెట్టిన హోమోసేపియన్స్ మనం ఆయుధాలు కనిపెట్టిన ఆది మానవులం మనం అంతెందుకు తల్లి కొడుకు నుంచి బయటపడ్డాక మన శ్వాస మనం కాదా ఏడుస్తూ ప్రయత్నంతో పీల్చింది మన నడక మనమే కదా పడిలేస్తూ నేర్చుకుంది ప్రయత్నం పోరాటం అనేది మన డిఎన్ఏలోనే ఉంది మీరు నమ్మట్లేదా అయితే వినండి మీరు ఎప్పుడైనా జిమ్ చేసినట్లయితే లేదా చేస్తూ ఉన్నట్లయితే పది కిలోల వెయిట్ లిఫ్ట్ చేసినట్లయితే మన మైక్రోస్కోపిక్ మజిల్ సెల్స్ అనేవి డ్యామేజ్ అయ్యి మర్నాడు ప్రోటీన్ సింథసిస్ జరుపుకొని స్కెల్టల్ మజిల్ అదే పది కేజీల వెయిట్ ఎత్తడానికి బలంగా తయారై వస్తుంది మీరు ఇరవై కేజీల వెయిట్ లిఫ్ట్ చేసినట్లయితే మైక్రోస్కోపిక్ మజిల్ సెల్స్ అనేవి డ్యామేజ్ అయ్యి ప్రోటీన్ సింథసిస్ జరుపుకొని స్కెల్టల్ మజిల్ మర్నాడు అదే ఇరవై కేజీల బలాన్ని లేపడానికి తయారై వస్తుంది మిమ్మల్ని ఎవరైనా ఎప్పుడైనా ఏమీ సాధించలేదు ప్రయత్నించలేదు అని అంటే వాళ్ళని తప్పు అని చెప్పండి మనం బ్రతికి ఉన్నాము అంటే అర్థం ఎన్నో ప్రయత్నాలు చేసి ఏవో సాధించామని అర్థం వియాల్ ఆర్ వారియర్స్ నీటిలో జీవం పోసుకుని ఫోటోసింథసిస్ జరుపుకునే మనం ఈరోజు ప్రోటీన్ సింథసిస్ జరుపుకుని జీవిస్తున్నాం అంతే తేడా ప్రకృతి విసిరే ప్రతి సవాలుని ఎదుర్కోవాలంటే కేవలం ఆకారాన్ని మార్చుకోవడం కాదు బుద్ధి బలం పెంచుకోవాలని మన బుద్ధిని పెంచుకుని శిఖరం మీద నిలిచిన యోధులం మనమందరం